ఈరోజు మీకు నేను ఖర్జూరం నువ్వులు లడ్డూ చేసి మీకు చూపిస్తాను కావలసిన పదార్థాలు ఒక కప్పు నువ్వులు చూడండి ఇవి వేపిన నువ్వులు అలాగని వితౌట్ ఆయిల్ రోస్ట్ చేశాను ప్యాన్ ఫ్రై ఇది ఎలాచీ పౌడరు ఇవి పిక్కలు తీసిన ఖర్జూరం ఇది వీటికి మిక్సీ పట్టాలండి ఖర్జూరంకి నువ్వులకి ఇప్పుడు నేను మిక్సీ పడతాను పదండి చూడండి ఖర్జూరం పేస్ట్ మిక్సీ పట్టాను ఇదొక పేస్ట్ లాగా అయిపోయిందండి ఇది నువ్వులు పౌడరు ఎలాచి పౌడర్ ఇది ఇందులో వేసుకొని ఇప్పుడు లడ్డు తయారు చేసుకోవాలి ఇలాగా చాలా ఈజీ చాలా వేగంగా తయారైపోతాయండి చాలా టేస్టీ హెల్దీ మీకు చూపిస్తాను ఎలా లడ్డు చేసుకోవాలో చాలా బాగుంటుంది చాలా హెల్దీ ఎనర్జీ వస్తుంది ఐరన్ ఉంది కాల్షియం ఉంది చాలా మంచిది ట్రై చేసి చూడండి థ్యాంక్స్ అండి